hello friends hi welcome to మన ఇంటి థింగ్స్ నేను మీ శ్రీజ ఎలా ఉన్నారండి అందరూ నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్యూటీ టిప్ గురించి షేర్ చేయబోతున్నానండి అదేంటంటే చాలా మందికి ఇక్కడ ముక్కు పైన అలాగే ఇక్కడ చిన్న దగ్గర కొంచెం బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా సో వాటి వల్ల కొందరికి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది పింపుల్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో వాటిని బయటికి ఎక్స్పోజ్ చేయలేక కొందరికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో అలాంటి వారి కోసం ఈ వీడియో అండి సో దానికంటే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి అలా నొక్కినట్లయితే పక్కన చిన్న బెల్ ఐకాన్ కూడా వస్తుంది ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ ముక్కుపై వచ్చే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అసలు ఎందుకు వస్తాయి ఏంటి రీజన్ అనేది మనం ముందుగా తెలుసుకుందామండి మెయిన్గా మనకి ఇక్కడ నోస్ పైన అట్లా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రావడానికి రీజన్ ఏంటంటే మనం సిటిఎం కరెక్ట్ ఫాలో అవ్వకపోవడం అండి సిటిఎం అంటే ఏం లేదండి క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ఇలా మన ఫేస్కి చాలా అవసరం అండి ఇది అంత కొందరికి అంత పేషెన్సీ ఉండదండి ఎప్పుడు మన ఫేస్ పైన కేర్ తీసుకునే అంత అలా అలాంటి వాళ్ళకే ఇలా వస్తూ ఉంటాయండి ఇట్లా నోస్ పైన వైట్ హెడ్స్ తెల్లగా ఇట్లా ఇట్లా ఏదో చిన్న పలుకుల్లాగా అట్లా అనిపిస్తూ ఉంటాయి చిన్న పింపుల్స్ లాగా కూడా అనిపిస్తూ ఉంటాయి అవి వాటిని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే వాటిని రిమూవ్ చేయకపోతే అవి పెద్దగా రెడ్ కలర్లో ఇట్లా వచ్చేసినట్టు పింపుల్గా కనిపిస్తూ ఉంటుంది సో మనం అవి అసలు ఇలా తీసేసుకోవాలి అనేది చూద్దామండి అంటే సిటీఎం రెగ్యులర్గా ఫాలో అవ్వాలి స్క్రబ్బింగ్ అనేది వీక్లీ టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుందని ఆ స్క్రబ్బింగ్ మనకు అట్లా టూ టైమ్స్ వీక్లో చేసుకుంటే మనకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మన ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది మార్కెట్లో చాలా చాలా చాలా రకరకాలుగా వచ్చేసాయండి స్క్రబ్స్ సో అందరికీ కొన్ని సెట్ అవ్వచ్చు సెట్ అవ్వకపోవచ్చు కాబట్టి మనం అలా బయట ప్రొడక్ట్స్ కొనకుండా మన ఇంట్లోనే డిఐవై ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు కదండి సో మనం ఇంట్లో ఏ విధంగా స్క్రబ్ ప్రిపేర్ చేసుకొని మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలని మనం చూసేద్దాం ఇవాళ బయటికి వెళ్తాం కదండి ఎప్పుడైనా మనం ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్ అలాగా వెళ్ళిపోతే మన పోల్స్ అనేవి ఓపెన్ అవి ఉంటాయండి సో అలాంటప్పుడు బయట నుంచి వచ్చే దుమ్ము దులి అలాంటివి ఉంటుంది కదండి డస్ట్ అదంతా సో మన ఫేస్ పైన పడి అది లోపలికి వెళ్ళి చిన్న చిన్నగా తయారయ్యి చిన్న వైట్ కలర్లో కానీ కొంత బ్లాక్ కలర్లో కానీ చిన్న చిన్నగా ఇలా ఇక్కడ వస్తూ ఉంటాయండి కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది కొందరికి సమస్య బాగా ఉంటుంది సో అలాంటి వారి కోసం ఈ వీడియో అండి సో వాటిని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలనే వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్ మనం ఎప్పుడు డిఐవై ఫేస్ స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం మనం దేనికోసం మనం ఒక స్పూన్ టీ పౌడర్ తీసుకుందామండి మీరు ఏదైనా మీకు అందుబాటులో ఉండే టీ పౌడర్ తీసుకోండి అండ్ ఇందులో టీ పౌడర్లో మనకి ఎక్స్పోలియేట్ అనేది బాగా అవుతుంది ఫేస్కి అలాగే ఫేషియల్ స్క్రబ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి పసుపులో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి it is good for skin and next వచ్చేసి లెమన్ కూడా యూజ్ చేస్తున్నామండి లెమన్లో మనం విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది ఫేస్కి కానీ మన చర్మానికి చాలా బాగా పనిచేస్తుందండి సో మనం ఇలా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత తొక్కని పక్కకు పెట్టుకోవాలండి దాంతోనే మనం స్క్రబ్ చేసుకోవాలి సో వీటిని బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఫేస్ స్టీమింగ్ పెట్టుకోవడానికి హాట్ వాటర్ పెట్టుకుందామండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ హాట్గా ఉండకూడదు వాటర్ అనేది సో ఈ విధంగా హాట్ వాటర్ తీసుకొని అందులో మనం ఒక చిన్న నాప్కిన్ లాంటిది కాటన్ది తీసుకొని ఇలాంటిది మీ దగ్గర కట్ చిప్స్ ఉన్నా సరే దాన్ని తీసుకొని వాటర్లో డీప్ చేసుకొని ఆ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి మనం దీని మొత్తాన్ని గోరువెచ్చగా ఉండేటప్పుడు పెట్టుకోవాలి ఫేస్ ప్యాక్స్ అయినా లేదంటే స్క్రబ్బింగ్ అయినా చేసుకునే ముందు మనం ముందుగా మన ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఏవైనా మనం యూజ్ చేసుకోవాలండి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మన ఫేస్కి మనం స్టీమింగ్ ఇచ్చుకోవాలండి మనకి ఎక్కడైతే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ బాగా కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి సో అప్పుడే అప్పుడే మన స్కిన్ అనేది ఆ పోర్స్ అనేవి బాగా ఓపెన్ అవుతాయండి మన స్క్రబ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా స్టీమింగ్ ఇచ్చుకోవాలి డిఐవై ప్రిపేర్ చేసుకున్నాం కదండి స్క్రబ్ టీ పౌడర్ది సో దాన్ని తీసుకొని మనం స్లోగా దాన్ని రబ్ చేస్తూ ఉండాలండి నేను ఫాస్ట్ ఫార్మ్లో పెట్టాను కాబట్టి మీకు అంత స్పీడ్గా కనిపిస్తుంది కానీ మీరు మాత్రం చాలా నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవాలండి ఎందుకంటే సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి చూస్తూ జాగ్రత్తగా చేసుకోవాలి సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం కూల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోస్ పైన అలాగే చిన్న దగ్గర ఉండేటువంటి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మొత్తం తొలగిపోయి చాలా సాఫ్ట్గా అవుతుందండి నోస్ పై ఉండేటువంటి డర్ట్ అంతా వెళ్ళిపోతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళకుండా ఒక లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు thanks for watching have a nice day bye